hi friends welcome to my channel ఈ వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటెం వెజ్ మంచూరియా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను దీనికోసం అరకిలో క్యాబేజీ నూట యాభై గ్రాముల క్యారెట్ ఈ విధంగా సన్నగా తురిమి పెట్టుకోవాలి యాభై గ్రాముల బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వీటన్నిటిలో కొద్దిగా ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకుని ప్లేట్లో ఒకవైపుకి ఈ విధంగా ఉంచితే కనుక క్యాబేజీ క్యారెట్లో ఉన్న నీరంతా సైడ్కి నెమ్మదిగా వచ్చేస్తూ ఉంటుంది చూసారు కదా ఇలా అనమాట ఇప్పుడు మిగిలిన నీరు కూడా మనం ఈ విధంగా పిండేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తం చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో పిండుకున్న క్యాబేజీ క్యారెట్ బీన్స్ వేసుకుని ఆరు టేబుల్ స్పూన్ల కార్న్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల మైదా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలిపేసుకోవాలి దీనిలో అప్పుడే నీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు కొంతమంది దీనిలో ఫుడ్ కలర్ కూడా వేసుకుంటూ ఉంటారు ఇష్టమైతే మీరు కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా ఉండ అయితే సరిపోతుంది స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని అది వేడైన తర్వాత మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న మంచూరియా పిండిని కొద్దిగా నీరు పోసి కలుపుకుని ఈ విధంగా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి నూనెలో వేసే ముందర మాత్రమే నీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మంచూరియా పిండిని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకుని నూనెలోకి వేసేసుకోవాలి ఇలా చేతికి తడి చేసుకుని ఈ విధంగా పిండిని తీసుకుని సైడ్ నుంచి ఇలా తీసుకుని కూడా వేసుకోవచ్చు ఇలా బాల్స్ లాగా వేసేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలానే మిగిలిన పిండిని కూడా బాల్స్ లాగా వేసేసుకుందాం చూసారు కదా మంచూరియా బాల్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు తడకా కోసం ఒక బాండి పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని రెండు స్పూన్ల చిన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్ చిన్నగా తరిగిన అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు దీనిలో క్యాప్సికమ్ కూడా వేసుకుంటారు కావాలంటే మీరు కూడా యాడ్ చేసుకోండి ఇది కూడా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ రెండు టీ స్పూన్ల టమాటా సాస్ రెండు టీ స్పూన్ల చిల్లీ సాస్ పావు స్పూన్ సోయా సాస్ వేసుకుని అన్ని వైపులా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ కార్న్ పౌడర్ని కొద్దిగా నీరు పోసుకుని కలుపుకుని బాండీలో పోసేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకుని ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని కూడా వేసేసుకుని తిప్పుకోవాలి ఇలా మొత్తం అన్ని వేపులా కలిసేలా కలిపేసుకుని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచితే మంచూరియా రెడీ అయిపోతుంది అంతే మంచూరియా రెడీ అయిపోయింది కదా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుని కొద్దిగా కొత్తిమీర పైనుంచి చల్లుకుంటే మంచూరియా నోరు ఊరిస్తూ రెడీ అయిపోయింది ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ